కానీ తీసుకోండి ఫోన్ ఫోన్ ఫోన్ ఫోటో దిగిపో ఫోటో దిగిపోవాలా ఫోటో దిగిపోండి పెద్దోళ్ళు పెద్ద బైబిల్ పిల్లలకి అప్ప ఎప్పారా అవి తీసుకురండి బాబు పొద్దున బయలుదేరి వచ్చారు మధ్యరాత్రి నుంచి బైబిల్ ఇవ్వాలని స్పీడ్ గా ఇక్కడ అగ్గోడు పెట్టున్నాయాడా అందరూ ఆడే నిలబడి చెప్తున్నారు అయిపోతున్నాయిగా బాక్సులు చాలా తొందరగా తొందరగా సరే పెట్టి పో ఫోన్ చూసుకురా అలాగా ఇదిగో అలాగయ్యా ఇది అది అది నిలబడ్డ పండు ఎట్ నిలబడి అట అయ్యో అలా రావద్దు మళ్ళీ మళ్ళీ గల్బిలైట్ గల్బిలైట్ ఇస్తే ఇచ్చారులే అవి నేను బయట నుండి అమ్మటానికి రాలేదండి రాలేదు నేను వర్క్ చూసుకొని నేను ఈసారి ఇంక వస్తున్నా మళ్ళీ ఒకసారి వెనకరాండి ఇంకా తీసుకోండి ఎవరికి రాలేదు తీసుకోండి తీసుకోవా తీసుకో బాబు thank you Jesus thank you giver God bless you అటు బ్యానర్ ఉంది నాన్న చూడు thank you Jesus thank you giver God bless you thank you giver God bless you అంటలేదు మీరు గట్టిగా అనండి అయ్యా అనండి thank you Jesus thank you giver God bless you photo తీసుకో తీసుకోవాలా వెళ్ళిపోరా వెళ్ళండి వెళ్ళండి అటు కాదు ఇట్లా ఇటు పక్కరా నాకు నా దగ్గర అటు వెళ్ళి వెళ్ళి చూడు ఇచ్చేయండి గారు వెళ్ళొద్దు ఓకేనా ఓకే మీరు వెళ్ళొద్దు గ్రూప్ టూ దిగి వెళ్ళాలి బ్యానర్ తీశారు ఎవరే బ్యానర్ ఎవరు తీసింది ఎవరో తీసుకున్న వాళ్ళు వెళ్ళొద్దమ్మా బ్యానర్ ఎవరా తీసింది బ్యానర్ వస్తామని ఒకసారి బైబిల్తో ఫోటో దిగాలి అందరూ గుర్తుండిపోవాల పుష్పరాజు గారు సంఘర్షణ ఎంత ఇబ్బంది పెట్టారని ఒకసారి బైబిల్ పైకి ఎత్తారు మీరు అందరూ సమాధానం Thank you, Jesus. Thank you, God bless you.